వెల్కమ్ టు బీడిఎల్ టీవీ ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈమెయిల్స్ గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న రకరకాలైనటువంటి ఈమెయిల్స్ గురించి ఫ్రీ ఈమెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ప్రియారిటీ ఉన్న ఈమెయిల్ జీమెయిల్ జీమెయిల్ ఇలా వస్తుంది ఆల్రెడీ సైన్ అవుట్ అయ్యాను సైన్ ఇన్ అవ్వాలంటే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది Gmail first free active mail Gmail Gmail ఇక్కడ మన ఐడి అడుగుతుంది పాస్వర్డ్ కింద ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యి ఉన్నాను జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను ఇది లో లోడింగ్ జీమెయిల్ ఇది ఫస్ట్ ప్రియారిటీ ఉన్న ఈమెయిల్ చూసారా inbox starred notes and dots substates ఇవన్నీ కూడా జీమెయిల్ ఉన్నాయి నేను అవుట్ చేస్తాను నెక్స్ట్ ప్రియారిటీ ఉన్న email Yahoo India Yahoo mail ఇది బ్రౌజర్ కింద కూడా వాడుతుంటారు దీనిలో మెయిలే కాకుండా cricket news elections finance lifestyle movies celebrities travels ఇక డిఫరెంట్ కైల్స్ ఉంటాయి మనం మెయిన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మెయిన్ మీద క్లిక్ చేయాలి మెయిల్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ మనం సైన్ అప్ అయ్యి ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ సైన్ అయ్యి ఉంటే ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మన మెయిల్ ఓపెన్ అవుతుంది అది యాహూ మెయిల్ యాహూ మెయిల్ కూడా చాలా కాలం నుంచింది మెయిల్స్ కూడా త్వరగా మనకి వెళ్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ప్రియారిటీ ఉన్న mail GMX mail GMX mail కూడా సేమ్ అంటే మన మెయిల్స్కి ఎలాగైతే సైన్ అప్ అవుతాం అలాగ సైన్ అప్ అయ్యి మన అడ్రస్ పేరు ఇవన్నీ ఇచ్చి సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అవుతే మనకు ఒక ఐడి ఇస్తుంది ఐడిని మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అప్పుడు మనం లాగిన్ అవుతే ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవుతే మన ఈమెయిల్ ఓపెన్ ఇది ఇది ఒక ఈమెయిల్ దీనిలో ఇది బ్రౌజర్ లాగే ఇవన్నీ ఓపెన్ అవుతాయి న్యూస్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి వరల్డ్ వైడ్ న్యూస్ అన్నీ మనకి ఉంటాయి email Outlook dot com mail దీనికి కూడా మనం ముందు మెయిల్ ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటే సైన్ ఇన్ చేసి మనం మెయిల్లోకి వెళ్ళవచ్చు లేదా మనకి account account as Emacs, open source easy to use modern inbox design అని అంటున్నమాట మనకి విండోస్లో ఈ విధంగా మెయిల్ కనిపిస్తుంది అలాగే ఇంకో mail mail dot com mail dot com అనేది 가게 인고 이메일 aol.com కూడా aol కూడా browser లాగే I tweeted media finals, unlogging news, entertainment, finance,